కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పబ్జీ సహా నూట పద్దెనిమిది చైనా యాప్లపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది పిల్లల్లో నేర ప్రవృత్తి పెంచేలా పబ్జీ గేమ్ ఉండటంతో నిషేధం విధించారు నూట పద్దెనిమిది చైనా యాప్లపై కూడా నిషేధం విధించింది ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్ నేను ఒకడికి ఎదురెళ్ళిన వాడికే రిస్క్ దేశ సార్వభౌమత్వానికి సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నందునే నిషేధించినట్టు కేంద్రం ప్రకటించింది నిషేధం విధించింది ఇప్పటికే ఓసారి చైనా మీద డిజిటల్ స్ట్రైక్ చేసింది భారత్ మరోసారి చైనా వెన్ను విరిచే నిర్ణయం తీసుకుంది reloaded version two point o selfie కొరక I'll set your screens on fire. దేశ యువతను విపరీతంగా ఆకట్టుకున్న పబ్జి కేంద్రం నిషేధించింది దేశంలో ఐదు కోట్ల మందికి పైగా పబ్జి యాప్ ను వినియోగిస్తున్నారు ఆ ఒక్కడిదే కాదురా పది కోట్ల మంది చూస్తున్నాం పబ్జి గేమింగ్ యాప్ పై నిషేధం విధించింది కేంద్రం దొరికాడు మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు నువ్వు హ్యాపీరా గత మూడేళ్లుగా అత్యంత ఎక్కువ డౌన్లోడ్లు పబ్జీనే పబ్జీ కోసమే స్మార్ట్ ఫోన్లు కొంటున్న యువత తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది విడిపోయేటప్పుడే బంధం విలువ తెలుస్తుందంటే సార్ నేను బయలుదేరుతాను బయలుదేరుతున్నావా పట్టుకో పట్టుకో పట్టుకో నీకు నమస్కారం ఇప్పుడు నాకు మనశ్శాంతి నెలలు మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది ఆ సర్వేశ్వరుడు తన లీలల్ని మనకే మాటనండి మీకు అన్నాడుతాను ఎక్కడ బాబు ఏమన్నా రైలండి బాగండి బాబు మన ఊరికి విమానాలు రావు కదమ్మా అందులో నీ గార్జన్ అన్ని తప్పారా జాగ్రత్తగా పెట్టుకో నా దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి కొంచెం సంస్కారం ఏంటాది గారు ఎంత పని జరిగింది మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే ఇంటికి వచ్చిన నీ దగ్గర ఏముందో వెళ్ళిపోయేటప్పుడు ఏం లేదు అదే నేను కోల్పోయింది ఆనందం వచ్చే సమయం కోసం ఎదురు చూస్తున్నాం ఇదే తగిన సమయం ఈ పేట పులిలా దూకే సమయం ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి చీకటి కడుపును తీర్చుకుంటూ మళ్ళీ పుడతావురా